hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates JD అడుగులు బీజేపీ వైపేనా మాజీ సిబిఐ జేడీ వివి లక్ష్మీనారాయణ రాజకీయం అయోమయంగా సాగుతోంది ఆయన ఇండిపెండెంట్గా పోటీ అని అంటారు తన విధానాలకు నచ్చిన పార్టీ దొరికితే పోటీ అని మరో సందర్భంలో చెబుతూ వచ్చారు ఆయన ఈ మధ్యన బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడడంతో ఆయన అందులో చేరతారని అంతా అనుకున్నారు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో పోరాడతామని బీఆర్ఎస్ చెప్పడంతో వెల్కమ్ అంటూ జేడీ రాజకీయ స్వాగతం పలికేశారు బిడ్ని సైతం దాఖలు చేయకుండా బీఆర్ఎస్ సైలెంట్ అయిపోవడంతో జేడీ తానుగా బిడ్ని దాఖలు చేశారు ఆయన ఇప్పుడు ఏ పార్టీ వైపు అన్న దాని మీద రకరకాలుగా వినిపిస్తోంది విశాఖలో తాజాగా విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జేడీ ఇద్దరు ఒక ఫైన్ మార్నింగ్ బీచ్ వద్ద వాకింగ్ చేస్తూ తారసపడి భేటీ అయ్యారు ఆ మీదట ఇద్దరూ కొంతసేపు ముచ్చటించుకున్నారని ప్రచారం సాగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా అనేక అంశాలు ఇద్దరి మధ్యన ప్రస్తావనకు వచ్చాయని చెబుతున్నారు ఈ సందర్భంగా జేడీని బీజేపీలో చేరమని పెద్ద ఆయన సలహా ఇచ్చారని ప్రచారం సాగుతోంది మీలాంటి మేధావులు ఎంతోమంది బీజేపీలో చేరి కీలకమైన పదవులలో ఉన్నారని ప్రజాసేవ చేస్తున్నారని కేంద్రంలో నీతివంతమైన పాలన అందిస్తున్న బీజేపీలో మీరు చేరితే మీ భావాలకు మీ ప్రయత్నాలకు బాగుంటుంది అని ఆయన సూచించారని ప్రచారం అయితే సాగుతోంది జేడీ దీని మీద ఏం చెప్పారో కానీ ఇప్పటికే జేడీ రాజకీయంగా కొన్ని తడబాట్లు పొరపాట్లు చేశారని అంటున్నారు ఆయన బీజేపీలో ఇప్పుడు చేరితే ఆయన గెలుపు కూడా సందేహంలో పడుతుందని అంటున్నారు బీజేపీ ఆధ్వర్యాన ఉన్న కేంద్రం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తోంది దాని మీద న్యాయపరంగా ఇతరత్రా జేడీ ఉద్యమిస్తున్నారు ఇప్పుడు బిడ్ను కూడా ఆయన వేసి ప్లాంట్ విషయంలో తన వైఖరి స్పష్టం చేశారు అలాంటిది రాజకీయాల కోసం తానే విమర్శించిన బీజేపీలో చేరితే మాత్రం జేడీకి అది ఇబ్బందిగా మారుతుందని అంటున్నారు జేడీ జనసేన నుంచి రావడం కూడా తప్పే అన్నమాట ఆ పార్టీ వారిలో ఉంది ఇవన్నీ చూసుకుంటే ఎంతో చదివి ఉన్నత పదవులు అధిరోహించిన జేడీకి రాజకీయాలు అంత సులువు కాదని బోధపడుతోంది అంటున్నారు